హలో ఫ్రెండ్స్ నేను లతీఫ్ సల్మాన్ మీరు చూస్తున్నారు ఎల్ఎస్ మూవీ ట్రిక్స్ ఫ్రెండ్స్ మనం ఇవాళ ట్విట్టర్ గురించి కొన్ని రహస్యాలు దాని పేరు ఎట్లా వచ్చింది ఏమి తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ దీని పేరు చిన్న పిల్లలు ఒక పదానితో ఒకదానితో ఒకటి సంభాషించుకోవడానికి చేసే శబ్దాన్ని ట్యూటరింగ్ అంటారు ఓకేనా ట్విట్టర్ స్థాపించిన ఉద్దేశమే ఫ్రెండ్స్కు ఫాలోవర్స్గా సమాచారం అంది అందించడం కాబట్టి ట్విట్టర్ అన్నది సరిగ్గా సరిపోతుంది అనుకున్నారు అయితే దీనికి ముందు జిటర్ జేఐటిటిఈఆర్ జిటర్ అనుకున్నారు ట్విట్టర్ ఇండియా వచ్చాక కూడా అందులో ట్వీట్ ట్విట్టర్ ట్విట్టర్ రాసుకొని వీటి నుంచి ఫైనల్ ట్విట్టర్ను ఎంపిక చేసుకున్నారు ఈ ట్విట్టర్ ఇండియాకు ఫ్లికర్ ఫోటో షేరింగ్ వెబ్సైట్ మూల కారణం ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి ఛానల్ను మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈసారికి ఇంతే మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్